మచ్చా సతీష్ ఎట్టా ఉండవరా ఏదో ఉన్నాలే మచ్చా ఏంద్రా చాలా నాలుగు తర్వాత కలిస్తే ఆ ఉత్సాహం ఏది ఆ హుషారేది వీడిగోడు సినిమా డైలాగ్ వేస్తున్నాడు రేయ్ ఎన్టీఆర్ మర్చిపోయావా లవ్ అంటే కేరింగ్ ఫ్రెండ్ అంటే షేరింగ్ ఏదైనా ఉంటే చెప్పుకోమచ్చా ఇక చాలు సారీ మచ్చా తుడుచుకో మచ్చా ఏ మచ్చా ఏదైనా తప్పుగా మాట్లాడిండానా లేదు మచ్చా ఇలాంటి సినిమా డైలాగ్ వాడుతున్నా చూడు అది మచ్చ తప్పు రోజు ఈ నేను బోర్ కొట్టేస్తాను మచ్చా రూమ్ లా డైలాగ్ నచ్చలేదా నీక నచ్చేది కాదు మచ్చా మా రూమ్ లో ఒకడు ఉన్నాడు ఇప్పుడు రోజు సినిమా డైలాగ్తో చంపేస్తున్నాడు మచ్చా ఎవరు రావుడా వాడా చూపిస్తా పదా యాడికిరా ఇంకా ఇప్పుడు చూడు ఒక కట్టు జూమ్ బ్యాక్ ఎడతా హీరో ఇంట్రడక్షన్ ఈ నాన్నో చూసినట్టుందే యాన్నో కాదు మచ్చా డీజే మూవీలో అల్లు అర్జున్ గటప్పది అటు చూడు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్ ట్రాఫిక్ మామూలుగా ఉందేంటి ట్రాఫిక్ జామ జామస్య జామోభ్య సరే వెళ్ళి టిఫిన్ చేయి మా టిఫిన్ ఉప్మా అంతా బాగానే ఉంది కానీ ఇంగు వేసావా ఇంగువా అది ఉప్మారా ఇంగు వేయరు అందులో అవునా మరి డీజేలో అల్లు అర్జున్ వేశాడు అది పులిహోర పిచ్చి నాపుత్ర అవునా సర్లే ఉప్మా టేస్టు అద్భుత అద్భుత అద్భుతోభ్య ఈ అబ్బి భలే కామెడీగా ఉన్నాడే అసలు కదా ఇప్పుడే మొదలైంది మచ్చా ఏమండి అది మచ్చా ఒకరోజు నేను రూమ్లో పడుకోన్నా పుట్టింది పడుకోవడానికి కాదు బే పోయాక పడుకో అరే అది చెప్పడానికి కొట్టు మరి లేపాలరా తమ్ముడికి ఏమైనా అయింది అదే గులాబ్ జామున్ గరగలు ఆడుకున్నాం వచ్చా వారం రోజులు ఐస్ పెట్టాల్సింది వచ్చా ఐస్ పెట్టినాక నేను వచ్చింది వచ్చా తర్వాత ఏమైనా అదే ఒకరోజు ఫోన్ కనిపించకపోతే రూమ్ అంతా తిక్తా ఉన్నా వాడేమన్నాడు తెలుసా ఏమన్నా ఫోన్ చూస్తావారా అటు చూడు రజనీకాంత్ సర్లే మచ్చా ఛార్జర్ కనిపించట్లేదు ఛార్జింగ్ లేదు ఇందులో అర్జెంటుగా బయటికి వెళ్ళాలి ఇటు చూడు బే యాక్టింగ్ చేస్తున్నారా వీడు నీతోనే ఇలా ఉంటే ఇంట్లో పరిస్థితి ఏంటి మచ్చా నీకేమన్నా షుగరా లేదే మరెందుకు అంత ఆత్ర పడుతున్నావా సర్లే చెప్పు ఇట్ చూడు ఏంట్రా తాగొచ్చావా ఏది నా మీద ఒట్టేసి చెప్పు ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా ఈడేంటి ఇంత వావరాక్షన్ చేస్తున్నాడు ఇలా రోజు సినిమాలు చూడకపోతే జాబ్ జాబ్కో ట్రై చేసుకోవచ్చు కదా అయ్యో అమ్మా నాకేం రాదు బాగా తింటాను బాగా సినిమాలు చూస్తాను కర్మ వీడికి చెప్పలేకపోతున్నాను కొంచెం మీరైనా చెప్పండి వీడికి ఎన్నాళ్ళని ఎలా సినిమాలు చూస్తూ కూర్చుంటావురా ఏదైనా పని చేసుకుని బతకవచ్చు కదా ఏమనుకోలేదండి ఇవే తగ్గించుకుంటే మంచిది ఏదైనా బాగుపడే వీడియోస్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ చూస్తే బాగుపడే లక్షణాలు వస్తాయి మొత్తం మీరే చేశారు నాన్న అంతా మీరే చేశారు నేను ఎప్పుడు ఏ వీడియోలు చూడాలో మీరే చెప్తారు ఏ వీడియో చూడకూడదో మీరే చెప్తారు ఇప్పటికీ నా ఫోన్ మీ చేతిలోనే ఉంది నాన్న మీ చేతిలోనే ఉంది రై నేను బొమ్మరీల సినిమా చూసా ఆపు వెదవసోది పాయింట్కి రా అరే మీరు వేస్తారు మీకు నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడికి వెళ్ళి నుంచి అరే నాన్న ఆగరా నాకు తెలుసమ్మా నాకు తెలుసు నువ్వు నన్ను పిలుస్తావు నాకు తెలుసు మర్చిపో నిజంగానే వాడు కొంపలో నుంచి వచ్చేసినాడా ఏంది వచ్చేసేదా వెళ్ళి పైన రూమ్లో పడుకోనలో కూడా ఊరిని పాసు గాల భలే కామెడీగా ఉన్నాడు ఈడ అసలు కామెడీ ఇప్పుడే ఉండేదే ఏమైంది మచ్చా నీ తిరుపతిలో పెద్ద పండుగ అని తెలుసా ఇంకేంది తాతయ్య గుంట గంగమ్మ జాతర ఆ జాతర కొడేసి ఆశాలు చూస్తున్నాను దిమ్మ ఉండేది అవునా చూస్తా చూడు Thank you. వచ్చిందండి వయ్యారి నా దగ్గర ఎక్సకాలు వస్తాడా ఏంద్రా కూడా జోకర్ గట్ట పేసేసాడా ఆ ముందు రోజుడా జోకర్ సినిమా చూసినలా ఇంకా నేను కాన్సిమా సినిమా చూసుంటే మేము చూడలేక వచ్చిండేవాళ్ళం తర్వాత ఏమైంది అది చెప్పాలంటే అర్జెంట్కి దమ్ వేయాలి అయ్యయ్యో వద్దమ్మా నాకు సిగరెట్ లేదమ్మా చక్కగా టీ ఉంటే చెప్పు వెళ్ళి తాగేసొద్దాం సర్లే నేనే పెట్టుకోవచ్చు తీసుకో తర్వాత ఏమన్నా తెలుసా నీకా ఏంది మీ ఓడి సోది ఇంకా ఉందా చెప్పరా అయ్యా ఒకరోజు మా అమ్మిని కలిసి దానికి రెస్టారెంట్కి అప్పుడు తోడుగా ఇన్ని కూడా దొడుకోమిన్నా ఏం చేసినాడు నువ్వే చూడు రా త్వరగా హాయ్ హాయ్ దీపు ఏంటి మీ ఫ్రెండ్ చాలా బిజీగా ఉన్నట్టున్నాడు వాడి లోకం వేరేలే వాడంతే ఉమ్, ట్రైలరు మచ్చా అక్కడ ట్రైలర్ రిలీజ్ అయిందంట్రా చూద్దాంరా అరే నేను తర్వాత చూస్తాను చూడరా బాబు సరే ఏంటి బేబీ రోజు రోజుకి చాలా అందంగా తయారవుతున్నావు ఏంటి ఇప్పుడు నన్ను పొగిడే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నావా ఏంటో బేబీ నిన్ను చూస్తే ఆటోమేటిక్గా అలా వచ్చేస్తాయి ఏం చేయమంటావు వస్తాయి వస్తాయి ఎందుకు రావు అబ్బబ్బబ్బబ్బా సరే నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు ఏమైనా డైలాగా నువ్వేమైనా పోలవరం డ్యామా సీమతో మా పిల్ల కాలువ ఏంటి నేను షాపింగ్ వెళ్దామంటే రాలేదు లేదు బేబీ నీ దగ్గరికి వస్తుంటే యాక్సిడెంట్ అయింది బ్లడ్ కూడా వచ్చింది ఇదిగో చూడ దెబ్బ తగిలింది ఏది బాబా బాబా శ్రీకాంత్ నాకు అంటింది నాకు దురద వచ్చింది నాకు బ్లడ్ వచ్చింది నాకు అడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే బోయపాటి బోయపాటినే ఒక్కోసారి నాకే అనిపిస్తుంది అది ఏంట్రా ఇంత అందంగా పుట్టేస్తున్నాను నీకేమనిపించట్లేదు అని అనిపిస్తుంటే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది जय बालया जय बालया अरे अरे सॉरी सॉरी ಬಾಲ ಡೈಲಾಗ್ಸ್ ಕೊರು ಮೊತ್ತ ತಿಯೇಜ್ ಅಡಗರಬ್ಬೆ అవును మచ్చా మామీ ముందు నా పరువు మొత్తం తీసినాడుడా పరువు ఏంటి నీ మూతి ఎండు ద్రాక్ష లాగా అయిపోయాడు అదే అవును మచ్చా ఎవరు చెప్పు చెప్ప చెప్పా ఓ రోజు రే మచ్చా ఆయన వచ్చేసిందిరా ఎవరు అమ్మే మీ మా ఊళ్ళు లవ్స్ లవ్సా ఉండు మా ఇంకా రాలేదా చెయ్య ఇంకా రే మచ్చా మీ పాప వచ్చేసింది తొందర రారా బాబు ఐఎమ్ వెయిటింగ్ మచ్చా స్లోలో వచ్చేసింది నువ్వు కూడా దొరికినావురా రే మచ్చా మా ఓడురా ఇదేనా ఓడే మా ఓడు అయ్యో రా మా ట్రాఫిక్ వల్ల లేట్ అయింది నేను అలిగాను తుంగమూతి పెట్టాను ఇప్పుడు నేనేం చేయాలి నన్ను ఇంప్రెస్ చేయాలి నిన్ను చూసాకే రేగింది అలజడి నీకోసం కడతా నా గుండెల్లో గుడి అయితే ఇప్పుడు ఏమంటావు అయితే వచ్చెక్కు నా బండి ఫోన్ చెక్ చేసుకో బాలయ్య బాబు మూవీనా అవును అక్కడే వెయిట్ చేయి నేను వస్తాను రేయ్ రచ్చా నా వల్ల కాదు మచ్చా అత్తు డబ్బాకి వెళ్దాము మంగళశీలం అంటాడు వెళ్దాం పా మచ్చా అక్కడ నాకు సినిమా పోదామా ఎందుకు మచ్చా రెండు రోజులు నెట్లో వచ్చేస్తుంది కదా watch the movies in theatres only కాదని పైరసీ ఎంకరేజ్ చేస్తే మీకు నెక్స్ట్ సినిమాకి టికెట్ దొరకవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అంటే మర్చిపోకండి చేయకపోతే నెక్స్ట్ వీడియో మీకు రాదు ఏం బాబుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోద్దండి ప్లీజ్ షేర్ లైక్